hi friends welcome to my channel ఈ వీడియోలో మీకు దొండకాయ ఉల్లికారం కూర ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకుని ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న మూడు పావుల దొండకాయ ముక్కలు వేసుకుని ఒకసారి ఈ విధంగా పైకి కిందకి కలుపుకుని మూత పెట్టేసుకోవాలి ఇవి కొద్దిగా మగ్గే లోపల పావు కిలో ఉల్లిపాయలు వంద గ్రాముల టమాటాలు కలిపి మెత్తగా మిక్సీ చేసుకోవాలి మూత తీసి ఒకసారి కూరని కలుపుకుందాం దొండకాయలు కొన్ని కొన్ని తొందరగా మగ్గవు అలాంటప్పుడు కొద్దిగా నీరు చిలకరించుకోవచ్చు కానీ ఇప్పుడు మనం టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేస్తాం కాబట్టి వాటర్ వేయనవసరం లేదు దొండకాయ మొక్కలు సగం మగ్గిన తర్వాత ఇలా ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకుని సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం ఐదు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల కూర అన్ని వైపులా బాగా మగ్గి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనిలో రెండున్నర స్పూన్ల కారం అర స్పూన్ జీలకర్ర పొడి ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా నూనె కూడా వేసుకుని అన్ని వైపులా కలిసేలాగా కలిపేసుకోవాలి చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా దొండకాయ కూర రెడీ అయిపోతుందో ఈ కూర మొత్తం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే తయారు చేసుకోవాలి కారం జీలకర్ర పొడి అన్ని వైపులా కూరకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుని కూరని మగ్గించుకుందాం ఫైనల్లీ ఇంకొకసారి బాగా కూరని కలుపుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం కూర రెడీ అయిపోయింది అన్నంలో ఈ కూర వేసుకుని వేరుశనగ నూనె వేసుకుని కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఛానల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ